కోటగ్రీన్ నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తే నమో నమ ఈ తుర్కముండ కొడుకులు are what they call broad daylight gang rates UPA NDA are like గొంగలి పురుగుస్ జహాంగీర్ వించి రాహుల్ గాంధీ మోదీ నరేంద్ర తుర్కముండ కొడుకు KTR KCR Mm, YSR Jagan. These are like Gongulu Purgus. Uh, they came 1200 years back without wives and they are doing all the nonsense on this earth. Uh, shame on Turkamunda Gudukula Dopudi Dahana Kabja Kanda. Fight for freedom of Amakotagla. Ran plus uh, Chinta is uh, Ranchi. Okay. Then Rani became a Brahmin. Uh, superior lady became fed up with these Islamic scoundrels and uh, between uh, Ran, Rani, Ran plus I, in between they put Chinta, uh, Chi, Dongamunda Kodukullara. So it became Ranchi, that is the capital of most probably the Bihar Toda 2022 years back, my mother's birthday, 22nd August. Okay, so fight for freedom of Amma Kotagra. Okay, Ranchi. Okay two definitions Reddy red plus డివై ఓకే గడ్డి మేస ఎడ్డినా కొడక సో దిస్ ఈజ్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఓకే మాషా అల్లా okay they have joint hands my relatives with this తుర్కముండ కొడుకులు okay and selling they are not selling Lok Sabha this chairs okay so shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ fight for freedom of Amma Kottagra, freedom from Islam 1200 years back and then um, freedom from Britishers. Huh? Sampurna Swatantram for Amma Kottagra. Om Shri Amma Kottagre Namaha. Fight against the Islamic plasters idiot Italian idiots of India limited ಹಾಂ ತಮಾಷಾ ಕರ್ರೆ ಸಾಲೆ ಕುತ್ತೆ ಹಾಂ ತುರ್ಕಮುಂಡ ತಮಾಷಾ ಕಾಂಡ ಫೈಟ್ ಫಾರ್ ಫ್ರೀಡಮ್ ಆಫ್ ಅಮ್ಮ ಪೋಟಾಗ್ರ ಓಂ ಶ್ರೀ ಮಮ್ಮ ಪೋಟಾಗ್ರೆ ನಮಃ ರಾಂಚಿ ಮೇ ಗ್ಯಾಂಗ್ರೇಪ್ ಶೇ ಮಾನ್ ತುರ್ಕಮುಂಡ ಕೊಡ್ತು ಯು ಪಿ ಮೇ gangrape U P A N D A gang rapes Muslim bastards are raping ಭಾರತೀಯನ್ woman fight for freedom of Amma Kotagra ಓಂ ಶ್ರೀ ಅಮ್ಮ ಕೊಟಾಗ್ರೆ ನಮ್ಮ these bastards don't know to teach even a single character okay line to these fellows shame on Islam shame on Christianity fight for freedom of Amma Kotagra ಓಂ ಶ್ರೀ ಅಮ್ಮ ಕೊಟಾಗ್ರೆ ನಮಃ